dear friends welcome to GST info ఈరోజు యూఏ e బిల్ కోసము యూఏ bill GST dot gov dot in ఇందులో ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అలాగే ట్రాన్స్పోర్టర్స్ ఎలా చేసుకోవాలి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న ట్రాన్స్పోర్టర్స్ అలాగే సిటిజన్స్ ఎలా చేసుకోవాలి అన్న చూపిస్తాను దీనికంటే ముందు ముందుగా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక డ్రాప్ డౌన్ మెను ఓపెన్ అవుతుంది దీంట్లో ఈవే బిల్ రిజిస్ట్రేషన్ అన్నదాన్ని క్లిక్ చేయండి ఇది ఆల్రెడీ జిఎస్టీఎన్ నెంబర్ ఉన్న వాళ్ళకు ఇక్కడ మీ జిఎస్టీఎన్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది నేను మీకు ఎంటర్ చేసి లైవ్లో చూపిస్తున్నాను సో ఇలా నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మీరు క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి పైన కనబడి క్యాప్చా కూడా ఈ గో మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజీకి సో వెబ్సైట్ తీసుకెళ్తుంది ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన పర్టికులర్స్ అని కరెక్ట్ అయిన చూసుకొని అయితే సెండ్ ఓటీపీ మీద కానీ లేదా update from GST common portal ఈ రెండింటి ద్వారా సో నెక్స్ట్ ప్రొసీజర్ కంప్లీట్ చేయొచ్చు నేను సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తాను ఎప్పుడైతే ఓటీపీ రిక్వెస్ట్ పెట్టామో OTP has been send to your mobile number and mail ID please check and enter so ఈ నెంబర్ మనము చూసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీని సో ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఈ విధంగా క్రియేట్ చేసుకొని మీరు సబ్మిట్ చేస్తే కానీ ఇక్కడ already user name is already registered by some other taxpayer please choose a different user name so మనం అది చేంజ్ చేసేసి వేరే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసి సబ్మిట్ చేసినాను ఇక్కడ యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి మనము ఈ వెబిల్స్ చేసేసుకోవచ్చు ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి నేను ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనము ఈవే బిల్లో ఒక కొత్తది జనరేట్ చేయాలంటే ఈ విధంగా ఈవే బిల్లోకి వెళ్ళాలి దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక జనరేట్ న్యూ జనరేట్ బల్క్ అని వస్తుంది ఫస్ట్ జనరేట్ న్యూ అనేది క్లిక్ చేద్దాం ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది transaction type outward or inward అంటే ఒకవేళ జనరేట్ చేసే పర్సన్ సేల్ చేస్తున్నాడు అంటే సప్లై పంపిస్తు పంపిస్తున్నాడు అంటే గూడ్స్ పంపిస్తున్నాడు అంటే అది అతనికి అవుట్వర్డ్ అవుతుంది కాబట్టి అవుట్వర్డ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా అతను పర్చేజ్ చేస్తున్నాడంటే ఇన్వర్డ్ క్లిక్ చేయాల్సి వస్తుంది నేను అవుట్వర్డ్ ఉంచుతున్నాను అలాగే సబ్ టైపు అంటే ఇది సప్లై కావచ్చు మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఈవే బిల్ అనేది సప్లై కోసమే కాదు అదర్ దాన్ సప్లై కూడా అంటే సప్లై కానప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో తీయాల్సి వస్తుంది అంటే జనరేట్ చేయాల్సి వస్తుంది అవి export job work SKD CKD conditions recipe and not known ఇలాంటి కండిషన్స్ అని ఉంటాయి ఇక్కడ మనకి అప్రోప్రియేట్ అంటే వీటిలో ఏది కరెక్టో ఏది సూటబులో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది నేను సప్లై మీద క్లిక్ చేస్తున్నాను అలాగే డాక్యుమెంట్ టైప్కి వచ్చిన తర్వాత తర్వాత డాక్యుమెంట్ టైప్కి వచ్చిన తర్వాత tax invoice bill of supply bill of entry అంటే ఇంపోర్ట్ సందర్భంలో వాడేది డెలివరీ చేయాలను క్రెడిట్ నోట్ కావచ్చు లేదా వీటిలో పడకపోతే మనం ఇష్యూ చేసే డాక్యుమెంట్ అదర్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ నెంబరు మన ఇన్వాయిస్ నెంబర్ లాంటిది లేదా ఏదైతే అది అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే ట్యాక్స్ ఇన్వాయిస్ నెంబర్ డెలివరీ చేయాలంటే డెలివరీ చేయాలని నెంబరు బిల్ ఆఫ్ సప్లై అయితే దాని నెంబరు సో ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ డేట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ అలాగే ఇక్కడ ఇది జాగ్రత్త చూడాల్సి వస్తుంది బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ ఈ రెండు ఏంటంటే బిల్ ఫ్రమ్ అనేది మీ అడ్రస్సు యాక్చువల్గా అంటే ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్సు ఈవే బిల్లు అంటే మీరు ఇప్పుడు అవుట్వర్డ్ సప్లై కింద మనం చూజ్ చేసుకున్నాం కాబట్టి జనరల్గా బిల్లింగ్ అనేది ఏ అడ్రస్తో ఇస్తున్నారు మీరు అలాగే డిస్పాచ్ డిస్పాచ్ ఫ్రమ్ అంటే ఒక్కోసారి ఆ గూడ్స్ మీ దగ్గర ఉండకపోవచ్చు మీరు వేరే చోట నుంచి పంపించాల్సిన సందర్భం కావచ్చు అంటే అలాంటి సందర్భంలో బిల్లు మాత్రం అంటే ఇన్వాయిస్ మాత్రం మీరే ఇస్తున్నారు కానీ గూడ్స్ మాత్రం వేరే చోట నుంచి మీ కన్సైన్ అంటే మీ దగ్గర స్టాక్ కొన్న అతను తీసుకుంటున్నాడు అంటే మీరు పంపిస్తున్నారు వేరే చోట నుంచి అలాంటప్పుడు గూడ్స్ ఎక్కడి నుంచి డిస్పాచ్ అవుతాయో ఆ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇది మీ అడ్రస్ అంటే మీ ఆఫీస్ అడ్రస్ లేదా జిఎస్టిఎన్ రిజిస్ట్రేషన్ ఎక్కడైతే ఉందో మీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ అలాగే బిల్ టు షిప్ టు ఈ రెండు కూడా ఉన్నాయి బిల్ టు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడలో ఉన్న పర్సన్కి గూడ్స్ పంపిస్తున్నారు యాక్చువల్గా అంటే బిల్లు ఇన్వాయిస్ అతని పేరు మీద రైట్ చేశారు కానీ అతను వేరే ఊళ్ళో ఉన్న కస్టమర్ దగ్గర డెలివరీ ఇమ్మని అనొచ్చు అంటే ఏ తెనాల్లోనూ గుంటూరులోనూ డెలివరీ ఇమ్మనొచ్చు అలాంటప్పుడు ఇక్కడ బిల్ టూ అన్నది మీరు ఎవరికైతే ఒరిజినల్గా అమ్మారో వాళ్ళది రాయాలి సో వాళ్ళ అడ్రస్సు వాళ్ళ జిఎస్టీ నెంబరు ఒకవేళ జిఎస్టీఎన్ నెంబర్ లేకపోతే అంటే అతను జిఎస్టీ కింద రిజిస్టర్డ్ కాకపోతే యూఆర్పి అన్రిజిస్టర్డ్ పర్సన్ చెప్పేసి చెప్పచ్చు ఇక్కడ చూస్తే మీకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో ఈ క్వశ్చన్ మార్క్ మీద మీరు కర్సర్ మూవ్ చేయగానే సో దాని గురించి డిస్క్రిప్షన్ వస్తుంది enter consignee GSTIN or URP for unregistered person అలాగే అతని స్టేటు ఇక్కడ కూడా అంతే ఎక్కడైతే డెలివరీ చేస్తున్నామో actual delivery address pin code so ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఐటమ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ product name description HSN quantity unit మీరు చూడండి మీకు డౌట్ వస్తే ఇక్కడ మళ్ళీ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి ఇలాంటివన్నీ bags buckles bottles cubic metres cartons so kilometre metres ఇలా రకరకాలుగా ఉన్నాయి వీటిని బట్టేసేసి మీకు అప్రాపరేట్గా ఏదైతే ఉందో అది చేయొచ్చు వాల్యూ ట్యాక్సిబుల్ వాల్యూ అలాగే ట్యాక్స్ రేటు అంటే ట్యాక్స్ రేటు సిజిఎస్టీ ఇక్కడ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ సెస్ అంటే వీటిలో ఏది ఉంటే ఏది అప్లికబుల్ అయితే అది వేస్తారు ఇంట్రెస్ట్ రేట్ అయితే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వేస్తారు సెస్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే సెస్ వేస్తారు అలాగే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఐజిఎస్టీ వేస్తారు అలాగే ఇక్కడ టోటల్ అమౌంటు ఇక్కడ అమౌంట్స్ వేస్తారు CGST amount SGST amount IGST amount cess e e amount ఇక్కడ total invoice value total invoice value అంటే ఇవన్నీ కలిపిన వాల్యూ వస్తుంది సో దీంతో ప్రొడక్ట్ డీటెయిల్స్ అయిపోతుంది దీని తర్వాత మీరు ఇక్కడ ట్రాన్స్పోర్టర్ నేము అలాగే ట్రాన్స్పోర్టర్ ఐడి ట్రాన్స్పోర్టర్ ఐడి ఏంటంటే ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ అని కాదు లేకపోతే ట్రాన్స్పోర్టర్ ఎన్రోల్మెంట్ ఐడి కానీ వేయాల్సి వస్తుంది వేసిన తర్వాత ఇక్కడ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఇది ఎందుకు అప్రాక్సిమేట్ డిస్టెన్స్ అంటే మీ ఈవే బిల్ వ్యాలిడిటీ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా హండ్రెడ్ కిలోమీటర్స్ లోపు అయితే one day one nought one నుంచి టూ హండ్రెడ్ ఈ మధ్యలో అయితే టూ డేస్ అలా every hundred kilometres or part thereof దాంట్లో భాగం దానికి రోజు చొప్పున ఉంటుంది మీరు ఉదాహరణకి టూ ట్వంటీ కిలోమీటర్స్ అంటే రెండు వందల ఇరవై కిలోమీటర్స్ వేస్తే మూడు రోజులు వ్యాలిడిటీ వస్తుంది ఇది దీంతో పార్ట్ ఏ కంప్లీట్ అయింది సో పార్ట్ బి ఎవరు కంప్లీట్ చేస్తారు అంటే మీరు ఇక్కడ వేసిన ట్రాన్స్పోర్టర్ ఐడిని బేక్ చేసుకొని ట్రాన్స్పోర్టరు తన అకౌంట్లోకి లాగిన్ అయినప్పుడు అతనికి ఆ పర్టికులర్స్ నింపడానికి సిస్టమ్ ప్రాంప్ట్ చేస్తుంది ఈవే బిల్లు ఫిల్ చేయడానికి జనరేట్ చేయడానికి ఒక ట్రై చేద్దాం జనరేట్ మేము క్లిక్ చేయాలి ఇందాక ఈ డీటెయిల్స్ అని చెప్పాను కాబట్టి డైరెక్ట్గా ఒక ఈవే బిల్ జనరేట్ చేయడం ట్రై చేస్తున్నాను ఇక్కడ బిల్ టూ దగ్గర జిఎస్టీఎన్ నెంబర్ నేను యూఆర్ పేరు పెడుతున్నాను స్టేట్ ఆంధ్రప్రదేశ్ అలాగే పిన్ కోడ్ అయితే ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ నిజానికి ఈ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడైతే అవసరమో అవి మాత్రం ఫిల్ చేస్తున్నాను అంటే ఈ red marks red star marks ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది వాల్యూ వన్ ల్యాక్ చూపిస్తున్నాను సో ఎప్పుడైతే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి చూపించానో అంటే జనరేట్ చేసే వ్యక్తి తెలంగాణకు సంబంధించినోడు కాబట్టి ఈ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకోవట్లేదు ఓన్లీ ఐజిఎస్టీ మాత్రం తీసుకుంటుంది సో ఇది నేను ట్వంటీ ఎయిట్ వేస్తున్నాను ఇక్కడ జీరో చూపిస్తున్నాను అమౌంట్ ఆటోమేటిక్గా మీకు one lakh IGST amount twenty eight thousand cess zero మొత్తం one lakh twenty eight thousand అవుతుంది ఇక్కడ ట్రాన్స్పోర్టర్ నేము ఎక్స్వైజెడ్ లాజిస్టిక్స్ అని పెట్టాను అలాగే ట్రాన్స్పోర్టర్ ఐడి ఇది ఏటీ ట్రాన్స్పోర్ట్ రైడ్ అతని జిఎస్టీఎన్ నెంబర్ ఉంటే ఆ జిఎస్టీఎన్ నెంబర్ వేయచ్చు లేదా ట్రాన్స్పోర్టర్ ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే అది వేయచ్చు నేను జిఎస్టిఎన్ నెంబర్ వేస్తున్నాను ఇలా అలాగే డిస్టెన్స్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఒక టూ ట్వంటీ కిలోమీటర్స్ వేస్తున్నాను అంటే త్రీ డేస్ వ్యాలిడిటీ వస్తుంది దీనికి ఇది పార్ట్ బి అనేది ట్రాన్స్పోర్టర్ అంటే ఈ పర్సన్ ఎవరైతే థర్టీ సెవెన్ ఏజ్ ఏంటి అంటే నేను ఎవరి నెంబర్ అయితే ఇచ్చానో అతను లాగిన్ అయిన తర్వాత అతను ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను సో ఇక్కడ please fill all the fields and text boxes as highlighted boxes highlighted in red colour అని చెప్పి వచ్చింది అంటే ఎక్కడో కొన్ని ఫీల్డ్స్ మిస్ చేయలేదు మిస్ అయి ఉంటాయి సో ఇది document number one twenty one మళ్ళీ సబ్మిట్ సో ఇది ఈవే నెంబర్ సో దీంతో పార్ట్ ఏ కంప్లీట్ అయిపోయింది కానీ పార్ట్ బి కంప్లీట్ అయితేనే పూర్తి ఈవే కంప్లీట్ అయినట్టు అప్పుడు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి not valid for moment as part B is not entered ఈ పార్ట్ బి ఎవరు ఫిల్ చేయాలి మనం ఎవరిదైతే ట్రాన్స్పోర్టర్ దగ్గర నెంబర్ వేసామో అతను ఫిల్ చేయాలి ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అతని లాగిన్తో లాగిన్ అయిపోయి సో పార్ట్ బి ఎలా ఫిల్ చేయాలని చెక్ చేద్దాం ఇప్పుడు నేను ట్రాన్స్పోర్టర్ లాగిన్తో లాగిన్ అయ్యాను క్రెడెన్షియల్స్తో సో అతను ఇప్పుడు ఈవే బిల్ క్లిక్ చేసేసి అప్డేట్ పార్ట్ బి అన్నది క్లిక్ చేసేస్తే ఇక్కడ ఆ ఈవో బిల్ నెంబరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఉంటుంది సో ఈ విధంగా ఈవో బిల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇది పార్ట్ బి డీటెయిల్స్ అడుగుతుంది అంటే ఇక్కడ డీటెయిల్స్ చూడవచ్చు పార్టీ ఎవరు జనరేట్ చేశారంటే సో అండ్ సో పర్సన్ ఈ అడ్రస్ ఉన్న పర్సన్ సో టూ ఈ అడ్రస్ కోసం అని చెప్పేసి జనరేట్ చేశాడు ఇక్కడ వెహికల్ నెంబరు అంటే ట్రాన్స్పోర్టర్ తన వెహికల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్టర్ డాక్యుమెంట్ నెంబరు అంటే ఎల్ఆర్ నెంబర్ కానీ ఏదైనా ఉంటే అలాంటిది ఇవ్వాల్సి వస్తుంది సో ట్వెల్వ్ అని చెప్తున్నాను నేను ఈ రీజన్స్ ఏంటి ఫస్ట్ టైం ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది అంటే బ్రేక్ డౌన్ వల్ల వెహికల్ చేంజ్ అయినప్పుడు కానీ లేదా ట్రాన్స్షిప్మెంట్ ఒక వెహికల్ నుంచి ఇంకో వెహికల్ మారినప్పుడు కానీ సో సరైన రీజన్ని అప్రోప్రియట్ రీజన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫస్ట్ టైం అని పెట్టాను డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేసేసి ట్రాన్స్పోర్టర్ డాక్యుమెంట్ నెంబర్ అంటే ట్రాన్స్పోర్టర్ ఇష్యూ చేయాల్సిన డాక్యుమెంట్ ఇది సబ్మిట్ చేస్తే పూర్తి ఈవే బిల్ కంప్లీట్ అవుతుంది అంటే పార్ట్ ఏ పార్ట్ బితో సో విత్ వ్యాలిడిటీ వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇది eway bill number date time ఇది valid till twenty two five ఎందుకంటే నేను two twenty two two twenty kilometres పెట్టాను కాబట్టి త్రీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే twenty two five two thousand eighteen midnight వరకు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది జనరేట్ చేసిన సోన్ పర్సన్ అలాగే జిఎస్టీఎన్ సప్లయర్ ఎవరు అలాగే ఎక్కడ డెలివరీ అవుతుంది document number value of codes HSN code ఈ డీటెయిల్స్ అన్ని ఇది ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ సో ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ ఉంటుంది దీన్ని ప్రింట్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ తన తర్వాత ఉంచుకోవచ్చు లేదా ఎస్ఎంఎస్ అయినా సరే సరిపోతుంది ఎలక్ట్రానిక్ ఫామ్లో కానీ ఫిజికల్ ఫామ్ కానీ క్యారీ చేయొచ్చు సో ఈ విధంగా ఈవే e బిల్ని సో కన్జైన్ కానీ కన్జైనరు పార్ట్ ఏ నింపడం ద్వారా ట్రాన్స్పోర్టర్ పార్ట్ పి ఒకవేళ సప్లయర్ కానీ రెసిపియంట్ కానీ వాళ్ళే బిల్ e నింపితే అంటే గూడ్స్ కూడా వాళ్ళే క్యారీ చేస్తుంటే వాళ్ళ ఓన్ వెహికల్ కానీ రెంటెడ్ వెహికల్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ అప్పుడు పార్ట్ పి కూడా వాళ్ళే నింపాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో మిగతా ఫీచర్స్ కూడా చూద్దాం ఇది బల్క్ ఇన్వాయిస్లో అంటే బల్క్ ఈవే జనరేట్ చేసుకోవడానికి ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే సిమెంట్ ఫ్యాక్టరీస్ లాంటి కంటిన్యూస్ సప్లై ఉన్నాయి అంటే ఎక్కువ వెహికల్స్ యూజ్ చేసుకునే ఫ్యాక్టరీస్ లాంటివి కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు దీని ద్వారా బల్క్ ఈ వెబ్ లిస్ట్ జనరేట్ చేసుకోవచ్చు దీనికి ఈ విధంగా ఒక జేఎస్ వన్ ఫైల్ అది క్రియేట్ చేసుకుని పెట్టుకొని దాన్ని అప్లోడ్ చేయడం ద్వారా బల్కీ వెబిల్స్ జనరేట్ చేసుకోవచ్చు అలాగే ఇది ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ కోసం అంటే వ్యాలిడిటీ పీరియడ్ అయిపోతుంటే ఆ లోపల గూడ్స్ డెలివరీ చేయలేకపోతే ఏదైనా సరైన కారణంతో సహాయతకంగా ఉండాలి అది సో అలాంటప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవటం ద్వారా సో ఈవేబుల్ వ్యాలిడిటీ పీరియడ్ని పెంచుకోవచ్చు ఇది ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ మార్చాలనుకుంటే అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత వెహికల్ ఏదైనా కారణంతో బ్రేక్ డౌన్ కావడం వల్ల కావచ్చు ఇంకేదైనా కారణం కావచ్చు ఒక వెహికల్ నుంచి ఇంకొక వెహికల్కి మారేటప్పుడు ట్రాన్స్పోర్టర్ ఇక్కడ మళ్ళీ ఆ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మీరు ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ మార్చుకోవచ్చు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా ఇది పాసిబుల్ అవుతుంది అలాగే ఇది క్యాన్సిల్ చేయడానికి ఏ సందర్భంలో క్యాన్సిల్ చేయాల్సి వస్తుందంటే మనం ఒకసారి ఈ వెబ్ని జనరేట్ చేసిన తర్వాత ఏ రీజన్తో ఉన్న అంటే జనరల్గా ఏంటంటే పార్ట్ ఏ వివరాలు అమెండ్ చేయడం అన్నది కుదరదు ఒకసారి ఈ వేబిల్ జనరేట్ చేసిన తర్వాత పార్ట్ బి వివరాలు మాత్రం మార్చుకోవడానికి వీలుంటుంది సో ఒకసారి ఏమన్నా మ్యాచ్ కాకపోయినా సరే డీటెయిల్స్ ఏమన్నా మిస్టేక్ పడ్డా సరే లేదా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయినా సరే సో అలాంటప్పుడు అంటే ట్రాన్స్పోర్టే జరగదనుకున్నాం వేరియస్ రీజన్స్తో అలాంటప్పుడు ఈ వెబిల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల క్యాన్సిల్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను సో ఇక్కడ ఈవబిల్ నెంబర్ ఎంటర్ చేసేసి సో ఇక్కడ కరెక్ట్ అయిన రీజను అంటే డ్రాప్ డౌన్ మెనూ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్డర్ క్యాన్సిల్డ్ సో క్యాన్సిల్ అని చెప్తే క్యాన్సిల్ అయిపోతుంది eway bill cancelled successfully so ఈ విధంగా ఒకసారి జనరేట్ జనరేట్ అయిన ఈవే బిల్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇంకా రిజెక్ట్ ఇది మన పేరు మీద వేరే వాళ్ళు ఈవేబిల్ జనరేట్ చేస్తే మనకు తెలియకుండా లేదా లేదా మనకు సమ్మతి లేకుండా సో అలాంటప్పుడు జనరేట్ చేసిన తర్వాత ఈవే బిల్ని సెవెంటీ టూ అవర్స్ లోపల మనం రిజెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది మాస్టర్స్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే రెగ్యులర్గా మనం పంపించే ప్రొడక్ట్స్ కానీ లేదా క్లయింట్స్ కానీ మనకు పంపించే సప్లయర్స్ కానీ ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ముందే ఫీడ్ చేసుకుని పెట్టుకోవటం వల్ల ఈవే బిల్లు జనరేట్ చేసే టైంలో ఆ ప్రోడక్ట్స్ మీద క్లయింట్స్ మీద లేదా సప్లయర్స్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈజీగా వివరాలన్నీ కూడా అప్లోడ్ అయిపోతాయి దానివల్ల టైం కలిసి వస్తుంది సో ఈ విధంగా రకరకాల మాస్టర్స్ తయారు చేసుకోవచ్చు అలాగే డూ యూ బిల్ ఇది జనరల్గా ట్రాన్స్పోర్టర్ చేస్తాడు అతను తన వెహికల్లో ఒక ఏడెనిమిది ఈవే బిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా క్యారీ చేస్తున్నప్పుడు అంటే ఒకటి కంటే ఎక్కువ యాక్చువల్ చెప్పాలంటే సో అలాంటి సందర్భాల్లో అన్ని ఈవే బిల్కి సంబంధించి కూడా ఒక కన్సల్టేట్ ఈవే బిల్ తయారు చేయొచ్చు దీన్ని ఈడబ్ల్యూబి జీరో టూ అంటారు నార్మల్గా ఉన్నదని ఈడబ్ల్యూబి e జీరో వన్ అంటారు నార్మల్ నార్మల్గా జనరేట్ చేసే ఈ దీన్ని ఈడబ్ల్యూబి e జీరో టూ అంటారు ఇలా పార్ట్ ఏని పార్ట్ బిని కంప్లీట్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది పార్ట్ బి కంప్లీట్ అయిన దగ్గర నుంచి వ్యాలిడిటీ పీరియడ్ అనేది కౌంట్ అవుతుంది thank you thank you very much